హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విజయని మీరు చూస్తున్నారు Telugu all in one channel nine DSC రద్దవుతుందా అనే ప్రశ్నకు సమాధానాన్ని ఈ వీడియోలో మనం వెతకటం జరుగుతుంది ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులు ఎంతో నిరాశతో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఎందు గురించి అంటే ఎన్నో పోస్టులు తీస్తారు గవర్నమెంటు నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఎంతో అనుకుంటున్నటువంటి తరుణంలో పోస్టులేమీ లేకుండా డిఎస్సి అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని డిస్టిక్లు అయితే జీరో చూపించడం జరిగింది అలాగే వెస్ట్ గోదావరిలో జీరోలు ఉన్నాయి కర్నూలులో అలా రకరకాల డిస్టిక్ల్లో జీరోలు చూపించడం జరుగుతుంది పోస్టులు ఎలా పెట్టుకోవాలో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఎలాగా అప్లై చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు గందరగోళంతో ఉన్నటువంటి తరుణంలో ఫ్రెండ్స్ పోస్టులను పెంచాలి అని ధర్నాలు చేయటం మొదలుపెట్టారు అయినప్పటికీ గవర్నమెంట్ ప్రతిస్పందన అనేది లేకుండా పోయింది ఫ్రెండ్స్ అయితే డిఎస్సి e అభ్యర్థులందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ హైకోర్టులో దీనిని పిటిషన్ వేయాలి అనే ఆలోచనకి రావడం జరిగింది ఒకవేళ గనక ఇదే గనక సక్సెస్ అయితే డిఎస్సి e అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇరవై మూడు వేల పోస్టులు తీయవలసినటువంటి గవర్నమెంట్ ఎన్నో కొన్ని పోస్టులు తీసి చేతులను <clears throat> దులిపేసుకున్నట్టు కనిపిస్తుంది కాబట్టి అందరూ అందరూ కూడా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కోర్టుకెళ్ళి కోర్టులో నెగ్గాలని చెప్పేసి మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే పోస్టులను పెంచాలి అనేదే డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన ఆ ఆవేదనను గుర్తించాలి ప్రతి ఒక్కరూ కూడా అంతేగాని ఎవరు ఎవరి మీద ఏది కోపమేమీ కాదు ఎంతో కష్టపడి చదువుతున్నటువంటి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని ఒక మంచి బేస్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కాబట్టి పోస్టుల్ని పెంచాలి పెంచలేకపోతే వీళ్ళు వెళ్ళినటువంటి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి